హై గైస్ ఈరోజు వీడియోలో మనం రియల్మీ సిక్స్ ఐ నైతే అన్బాక్సింగ్ చేద్దాం అలాగే దీన్ని పూర్తి స్పెసిఫికేషన్స్ గురించి వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందు ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అలా ట్యాప్ చేయండి దీని ద్వారా నేను అప్లోడ్ చేసే లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ వల్ల పొందుతారు సరే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం ముందుగా మనం రియల్మీ సిక్స్ ఐ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది వచ్చేసరికి మనకి six point five inch HD plus డిస్ప్లేతో వస్తుంది అలాగే రోజు అయితే ఇండియాలో లంచ్ అయిపోయింది దీంట్లో మనం చూసుకున్నట్లయితే దీంట్లో మనకి ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఉండడం వల్ల ఇది వచ్చేసరికి మనకి సైడ్ ఫింగర్ ప్రింట్ మౌంట్ సెన్సర్తో వస్తుంది అలాగే ఇది వచ్చేసరికి మనకి నైంటీ హార్ట్స్ ఫిక్స్ ఫ్రెష్ రేట్తో ఇది వస్తుంది అలాగే రియల్మీ సిక్స్ అయిన కనుక మనం చూసుకున్నట్లయితే పోకో ఎం టూ ప్రోకి అయితే కాంపిటీషన్కి వదిలినట్టయితే కనిపిస్తుంది పోకో ఎం టూ గురించి మాట్లాడుకున్నట్లయితే మనం వీడియోని మొన్న చూసాము మీకు కావాల్సి ఐ బటన్లో లింక్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు పోకో ఎం టూ స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే నెక్స్ట్ మనం కనుక రియల్మీ సిక్స్లో చూసినట్లయితే ఇది వచ్చేసరికి మనకి టూ వేరియంట్స్లో లభిస్తుంది two variants four GB RAM అలాగే సిక్స్ జీబీ ర్యామ్తో వస్తుంది four GB RAM sixty four GB variant అలాగే six GB RAM sixty four GB variant అలాగే నైంటీ జస్ట్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది అలాగే దీంట్లో మనం పర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నట్లయితే దీంట్లో మనకి MediaTek Helio G ninety T ఉంది అంటే మనకి ఇది వచ్చేసరికి ఒక మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది స్మూత్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ వచ్చేసరికి కెమెరాస్ పరంగా మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది ఈ క్వాడ్ కెమెరా సెటప్లో మనకి forty eight megapixel primary sensor అలాగే eight megapixel ultra wide angle sensor two megapixel depth sensor అలాగే మనకి ఇంకో టూ మెగా పిక్సెల్ సెన్సార్ అయితే ఉన్నాయి ఇది మనం ఫోన్ కనుక చూసుకున్నట్లయితే పోకో ఎం టూ ప్రో కన్నా మంచిగానే ఉన్నాయి స్పెసిఫికేషన్స్ అవి ఫ్రంట్ వచ్చేసరికి మనకి సిక్స్టీన్ ఎంపీ డిస్ప్లే అయితే వస్తుంది అంటే మనకి సిక్స్టీన్ ఎంపీ కెమెరా అయితే మనకి ఫ్రంట్ పంచ్లో అయితే కనిపిస్తుంది దీంట్లో మనకి మరి కొన్ని అల్ట్రా షార్ట్స్ కూడా తీసుకోవచ్చు కొన్ని చాలా ఫీచర్స్ అయితే దీంట్లో ఇంక్లూడ్ చేసేసారు నెక్స్ట్ వచ్చేసరికి రియల్మీ బ్రాండ్ నుంచి అయితే మనకి ఇది వచ్చేసరికి థర్టీన్ థౌజండ్లో అయితే ఇది మనకి అవైలబుల్గా ఉంది అదే ప్రైజింగ్ కనుక చూసుకున్నట్లయితే ఇండియాలో మనకి రియల్మీ సిక్స్ ఐ వచ్చేసరికి four GB RAM sixty four GB variant వచ్చేసరికి వచ్చేసరికి మనకి ట్వెల్వ్ థౌజండ్ ట్రిపుల్ నైన్కి అయితే లభిస్తుంది అలాగే నెక్స్ట్ వచ్చేసరికి సిక్స్ జీబీ ర్యామ్ అలాగే సిక్స్టీ ఫోర్ జీబీ స్టోరేజ్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇది వచ్చేసరికి పదిహేను వేలలో అయితే మనకి ఇండియాలో అవైలబుల్గా ఉంది కాకపోతే ప్రీ ఆర్డర్ బుకింగ్ అయితే రేపు ఎల్లుండిలో స్టార్ట్ చేసేస్తారు ఇండియాలో మనం నెక్స్ట్ ఇంకా దీని గురించి మాట్లాడుకున్నట్లయితే బ్యాటరీ పరంగా చూసుకున్నట్లయితే దీంట్లో మనకి four thousand three hundred mAh powerful battery అయితే ఉంది గేమింగ్కి అయితే మనకి మంచి బ్యాటరీ సెటప్ అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో ఇది వచ్చేసరికి థర్టీ వర్డ్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అనేది సపోర్ట్ చేస్తుంది మనకి వన్ అవర్లో అయితే క్విక్ ఛార్జింగ్ ఫాస్ట్గా అయితే బ్యాటరీ ఫుల్ అయితే ఫాస్ట్ ఛార్జర్ అయితే దీంట్లో అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే కనిపిస్తుంది మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చేసరికి రియల్మీ అయితే సపోర్ట్ చేస్తుంది అలాగే రియల్మీ మీద నడుస్తుంది రియల్మీ సిక్స్ వచ్చేసరికి మనకి థియేటర్ బుకింగ్ అయితే టూ డేస్లో అయితే లాంచ్ చేసేస్తారు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అలాంటి చేయండి దీని ద్వారా నేను అప్లోడ్ చేసే లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో పొందుతారు thank you friends thanks for watching